విశాఖపట్నం అయితే ఆయనకి ట్రీట్మెంట్కి బాగా సదుపాయంగా ఉంటుంది అక్కడ లేవు కదా మాకు విజయవాడ అన్ని హాస్పిటల్స్ లేవు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వస్తానికి ట్రీట్మెంట్కి వస్తాడనే ఇప్పుడు అర్థమవుతుంది మాకు ఎందుకంటే నిన్న చేసినటువంటి పిచ్చి చేష్టలు ఏదైతే ఉన్నాయో ఇవాళ అర్థమవుతుంది మాకు జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం ఎందుకు వస్తాడు విశాఖపట్నం విశాఖపట్నం విశాఖపట్నం విశాఖపట్నం విశాఖపట్నం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గురించి చెప్తున్నాము జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయింది ప్రజలకి అర్థమైపోయింది వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే అని కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్లో అసలు జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడో కూడా తెలియనటువంటి వ్యక్తిలో మారిపోయాడు వ్యక్తిలో అది ఇల్లు ఆయన ఇల్లు అంటారు ఏంటంటే సాక్షి ఛానల్ సాక్షి పేపర్ సాక్షి ఏంటంటే ఇది కరపత్రాలు ఇంకా కరపత్రాలు వేసుకోండి పంచుకోండి నమ్ముతారు ఎవరన్నా ఇప్పుడు మనం ఎంత ఉంటాం ఎంతమంది అది అది ఇళ్లలో ఉంటాం ఆ వాటర్ గాను కేసులు ఉంటాయి అందులో ఉన్నటువంటి వ్యక్తికి ఏమైంది అంటే చంద్రబాబు నాయుడు గారి మీద వీళ్ళు కొండంత ఎలుకలు కూడా పట్టలేకపోయాం చంద్రబాబు గారి ఇంటి అద్దెకుంటున్నటువంటి ఇంట్లో ఇంటి ఆయన మీద ఏమైనా కేసులు ఉంటే ఆ కేసులను చంద్రబాబు గారిది అని ఇచ్చేద్దామని ఒక మధ్యప్రమించి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రం నుంచి రాక్షస సంహారం అనేది ఉండదు ఒకప్పుడు పురాణాల్లో రాక్షస సంహారం చేసేవారు రెండు వేల నాలుగులో ఈ రాక్షసుడు ఓడించడమే కాకుండా రాక్షస సంహారం రాక్షసుడు ఈయనొకడే లేడు ఇందులో దీంతో పాటు కొంతమంది ఉన్నారు అందరూ కాదు వైసీపీ కానీ ఎమ్మెల్యేలు అందరు రాక్షసులు అన్నాం కానీ కొంతమంది రాక్షసులు ఉన్నారు మా కృష్ణా జిల్లాలో ఎక్కువ ఉన్నారు అందులో రాక్షస సంహారం జరిగింది సంహారం అంటే వేరే విధంగా అనుకోకండి వీళ్ళు ఓడిపోవడమే కాకుండా ఆంధ్ర రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు రావడమే కాదు ఈ రాక్షసులను కూడా రాష్ట్ర నుంచి తరిమి తప్ప ఆంధ్రప్రదేశ్ బాధపడదని తెలియజేస్తూ వచ్చే రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం ఇది తప్పకుండా జరుగుతుందని తెలియజేస్తున్నాం ట్రీట్మెంట్ అంటే ఏంటని ఆ ట్రీట్మెంట్ కాదండి సార్ ఒకటే కాదు సార్ నేను అక్కడి నుంచి ఆయన పరిపాలించాను పరిపాలించట్లేదు చెప్పండి ఇప్పుడు అని నాలుగున్నర ఈ నాలుగేళ్ళు నీ పరి ఆయన అక్కడ పరిపాలించలేదా విశాఖపట్నం నుంచి పరిపాలిస్తా విశాఖపట్నం నుంచి పరిపాలిస్తా విశాఖపట్నం పరిపాలిస్తా అంటే మరి వాళ్ళు మాకు అర్థం కావట్లా ఒకవేళ ట్రీట్మెంట్కి వస్తున్నాడేమో అనుకుంటున్నాం ఇక్కడ విశాఖపట్నం ఎందుకంటే విజయవాడలో అన్ని హాస్పిటల్స్ లేవు ఇక్కడ మేము చూస్తున్నాం కదా రోడ్డు మీద వెళ్తుంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి పెద్ద ఇవి ఉన్నాయి ఏ హాస్పిటల్ కాదు అది మరి ఆయనకే తెలియాలి ఏమంటే అదేనండి ఇప్పుడు కాదు సార్ ఆయన ఆయనకున్నది ఏంటంటే ఆయనకున్నది ఏంటంటే కూల్చడం ఎవరు కూలుస్తారు చెప్పండి ఎవరు కూలుస్తారు ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నాం అనుకుంటారు ఈయన ఏం చేస్తాడు కట్టిన దాన్ని కూలుస్తాడు కాబట్టి ఆయనకి మానసిక పరిస్థితి బాగాల ఆయనకి మానసిక పరిస్థితి బాగాల దాని గురించి ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటాడేమో నిన్న చంద్రబాబు నాయుడు గారి ఇంటికి నోటీసులు ఇచ్చాం చంద్రబాబు నాయుడు గారిని ఇంట్లోకి వెళ్ళను అని ఎప్పుడైతే వాళ్ళ సాక్షి జీవనంలో రాసుకుంటూ రాసుకుంటూ వచ్చారో అప్పటి నుంచి మాత్రం విశాఖ పరిపాలన చేయడానికి కాదనేది మాత్రం ప్రజలకు అర్థమైపోయిందండి దీంట్లో రెండో క్వశ్చనే లేదు కాబట్టి మేము ఇంకోటి కూడా చెబుతున్నాం చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు గొడవలు కలడు చంద్రబాబు నాయుడు గారు ఏదొచ్చినా ఊరుకుంటాడు ఆయన రౌడీజాన్ని ప్రోత్సహించడు అని అనుకుంటే పొరపాటు రౌడీజాన్ని ప్రోత్సహించడు అలాగని చంద్రబాబు నాయుడు గారు మీదకి వస్తే మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఊరుకున్నా ప్రజలు ఊరుకోలేదు తయం కొడతారు ఎందుకంటే ఇంకా ప పది నెలలు ఉంది ఈ పది నెలల్లో చాలా అరాచకాలు సృష్టిస్తారు విజయవాడలో ప్రతి దాన్ని మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం మీకు దమ్ముంటే మీరు చంద్రబాబు గారు ఉన్న కానీ చంద్రబాబు గారు ఇల్లు గేట్ని తెచ్చేయమని చెప్పి ఒకసారి పడాలి ఆయనకి ఇంటికి వస్తానంటే అది అబ్బాయి వెనక్కి వెళ్ళాడు తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈయన ఈ జీవో ఇది పెట్టి చేస్తున్నాడు కాబట్టి ప్రజలందరూ తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక సైకో సైకో పోవాలి సైకిల్ రావాలనేది తెలుగుదేశం నినాదం కాదు చంద్రబాబు గారు నినాదం కాదు ప్రజల నినాదం అది కాబట్టి ఎవరన్నా ఒకరిని ఇద్దరిని పది మందినో వంద మంది అతను చేయడమే కాకుండా ఆయన ఈ వంద రోజుల్లో ఎవరెవరిని కలిశాడు ఏమేమి మాట్లాడాడు ఏ సమస్యల మీద ఆయన స్పందించాడో కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఇవాళ పాదయాత్ర చేపట్టింది తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి కూడా పాదయాత్ర చేశాడు అది మార్నింగ్ వాకు ఈవినింగ్ వాకు తలలో నెమరడం తలల మీద ముద్దులు పెట్టడం పక్కకి వెళ్ళి వెంటనే డెట్టాలతో చేతులు కలుపుకోవడం మూతిని శుభ్రంగా వాష్ చేసుకోవడం అంటే ప్రజలకు అదే ఆయన మీద మమకారం కానీ ఇవాళ లోకేష్ బాబు పాదయాత్ర భారతదేశంలో ఎవరు చేపట్టిన చేయనటువంటి పాదయాత్ర లోకేష్ బాబు చేశారు ఉదాహరణకి చెప్తున్నాను కొన్ని కొన్ని ఆయన పాదయాత్ర మార్నింగ్ అలాగే సాయంత్రం చేయడమే కాకుండా మధ్యలో ఈ రాష్ట్రంలో అత్యధికంగా వెనకబడినటువంటి కులాలకు సంబంధించినటువంటి వాళ్ళని కలిసి వాళ్ళ సాధక బాధకాలు ఎలా ఉన్నా ఏంటి అని ప్రతి ఒక్కరిని కూడా అడగడం జరుగుతుంది అందులో వడ్రంగి కులస్తుల్ని అలాగే నాయి బ్రాహ్మణుల్ని రజకుల్ని అలాగే బ్రాహ్మణుల్ని అలాగే వైశ్యుల్ని వై మరి వైశ్య కమ్యూనిటీతో కూడా ఆయన కలవడం జరిగింది అలాగే కొమ్మరులు ఏంటి మీ ఇబ్బందులు ఏంటి మీ ఇబ్బందులు శాశ్వతంగా తొలగాలంటే ఏంటి అని ప్రతి ఒక్కరిని అడిగి ఆయన రాసుకొని అవన్నీ కూడా పార్టీకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ పంపించడమే కాకుండా ఆయన పాదయాత్ర పూర్తయిన తర్వాత తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరోలో ఈ ఈ డిస్కషన్లన్నీ పెట్టి ఏ కుల కార్యక్రమాలు చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అందులో అవినీతి జరిగిందేమో అని కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు కనీసం కొండ మొత్తం తవ్వి కూడా ఎలుకను కూడా పట్టలేకపోయాడు ఎందుకంటే అతను నిజాయితీ పరుడు కాబట్టి ఒక నిజాయితీ పరుడికి కొడుకు నిజాయితీగా మంత్రి పదవి చేశాడు కాబట్టి కాబట్టి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ బాబు నాయకుడు అందులో రెండో క్వశ్చనే లేదు ఎవరెన్ని అనుకున్నా సరే మేము ఓపెన్గా నేను చెప్తున్నా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా చంద్రబాబు గారి తర్వాత లోకేష్ బాబే నాయకుడు కాబట్టి లోకేష్ బాబు చేపట్టే పాదయాత్రని ఇంకా ప్రజల ఆశీస్సులు భగవంతుడి ఆశీస్సులు వారు వంద రోజులు అయింది ఇంకా నాలుగు వందల మూడు వందల రోజులు ఉంది నాలుగు వందల రోజులు పాదయాత్ర ఉత్తరాంధ్ర చివరి వరకు కూడా ప్రజలు ఘనస్వాగతం పలుకుతారని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలతో అన్ని మతాలతో ఆయన ఇంటరాక్ట్ అవుతాడని కూడా తెలియజేస్తూ ఇంకొక విషయం చెప్తున్నా నిన్న చూశారు మీరు జగన్మోహన్ రెడ్డి